ఏమైంది దిగులుగా ఉన్నారు ఈ ఏమైందో అర్థం కావట్లేదు ఆకులన్నీ ముడుచుకుని పోతున్నాయి అవునా ఏమైంది నన్ను ఒకసారి చూడనివ్వండి ఇలానే కొనసాగితే ఆకులన్నీ రాలిపోయి నా పంట అంతా కూడా నష్టపోతుంది సరే సరే ఒక నిమిషం ఆగు అరే ఏం చేస్తున్నావు చెప్పింది వినకుండా నీ పాటికి నువ్వు ఫోటోలు తీసుకుంటున్నావు <laughs> ఎందుకు నవ్వుతున్నావు ఇది కిసాన్ వేదిక బిగ్ హెడ్ వాళ్ళు మన రైతుల కోసం కొత్త ఫీచర్ని యాప్లో ప్రవేశపెట్టారు ఇందులో మన పంట సంబంధిత ఫోటోలు పెట్టి మన పంట సమస్య గురించి తెలుసుకుని పరిష్కారం పొందవచ్చు అవునా ఎలా నమ్మాలి అయినా ఫోన్ ఎలా చెప్తుంది అలా అడిగేవి బాగుంది బిగ్ హ్యాట్ అని ఒక వ్యవసాయ సంబంధిత సంస్థ అందులో ఉన్న వ్యవసాయ నిపుణులు మన పంటలో వచ్చే సమస్యలకు ఈ యాప్ ద్వారా పరిష్కారం ఇస్తారు అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇదేదో భలే ఉందే నాకు కూడా చూపించు ఎలా వాడాలో నా ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసి పెట్టు వ్యవసాయ నిపుణులతో మాట్లాడడానికి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్టోర్కి వెళ్ళి బిగ్ హార్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి